నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీశైలం వరకు గోదావరి జలాలు తరలించే అంశంపై అధ్యయనం సాధ్యాసాధ్యాల పరిశీలనలో తెలుగు రాష్ట్రాలు జల వివాదాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు రాష్ట్రాలు ఇరవై ఏడున సీఎంల చర్చల్లో అనుసరించే వైఖరిపై స్పష్టత నెల ఇరవై ఏడున తెలంగాణ శాసనసభ సచివాలయం కొత్త భవనాలకు శంకుస్థాపన నమూనాలపై దృష్టి సారించిన కేసీఆర్ ఉండవల్లి ప్రజావేదిక నిర్మాణంపై సీఎం జగన్ కు సీఆర్డీఏ నివేదిక జలవనరుల శాఖ అనుమతి తీసుకోలేదని వెల్లడి బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలపై ఆర్థికవేత్తలతో ప్రధాని భేటీ ఎఫ్డీఐలు పెట్టుబడుల ఉపసంహరణపై చర్చ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చర్చలకు సిద్దమయ్యారు కృష్ణా గోదావరి జలాల వివాద పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్లో సమావేశమై చర్చించనున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేళ ఈ అంశంపై చర్చించిన ఇరువురు గోదావరి నుంచి శ్రీశైలం వరకు నీటిని మళ్లించడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయించాలని నిర్ణయించారు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ కేసీఆర్ నడుం బిగించారు ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్ లో భేటీ కానున్న ఇరువురు ముఖ్యమంత్రులు కృష్ణా గోదావరి బోర్డులు ట్రిబ్యునల్స్ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్న ఇద్దరు సీఎంలు గోదావరి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు నీటిని మళ్లించడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయించాలని సైతం నిర్ణయించారు కర్ణాటక ప్రాజెక్టుల కారణంగా శ్రీశైలం నాగార్జున ఏటికేడు వరద తగ్గుతున్న నేపథ్యం నేపథ్యంలో ఇంద్రావతి నుంచి శ్రీశైలానికి గోదావరి జలాలు తరలించే పథకం చేపట్టాలని ఇరువురు సీఎంలు ప్రాథమికంగా ప్రస్తావించారు ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత నీటిని మళ్లించేలా పథకం చేపట్టి నేరుగా శ్రీశైలానికి తీసుకెళ్లాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రాథమికంగా చర్చించినట్టు తెలుస్తోంది ఇరవై ఏడున జరగబోయే ఇద్దరు సీఎంల భేటీలో ఈ అంశంపై మరింత స్పష్టత రానుంది ఈ విషయంపై అధ్యయనం చేయాలని ఉన్నత స్థాయి అధికారులకు సీఎం జగన్ సూచించినట్లు తెలిసింది నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ కు ఇచ్చంపల్లి నుంచి పులిచింతలకు అనుసంధానం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి నదుల అనుసంధానానికి అవసరమైన నీటి లభ్యత లేదంటున్న తెలంగాణ తమ అవసరాలకు మించి ఉంటే తీసుకెళ్లొచ్చని చెబుతోంది జాతీయ జలాభివృద్ది సంస్థ మాత్రం ఇచ్చంపల్లి వద్ద తొంభై ఐదు అడుగుల పూర్తిస్థాయి మట్టంతో బ్యారేజీ నిర్మిస్తే ముప్పై ఒక్క టీఎంసీలు నిల్వ చేయొచ్చని ఇక్కడి నుంచి దాదాపు మూడు వందల టీఎంసీల నీటిని మళ్లించొచ్చని ప్రతిపాదించింది ఇచ్చంపల్లి నుంచి సాగర్ కు మూడు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు నీటిని తీసుకెళ్లాల్సి ఉండగా ఇందుకు ఏడు వేల హెక్టార్ల భూసేకరణ సహా ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది తాజాగా ఇంద్రావతి నుంచి శ్రీశైలానికి నీటిని మళ్లించే పథకం ముందుకొచ్చినందున గోదావరి నుంచి కృష్ణాలోకి నీటిని మళ్లించే పథకం ఏ రూపం తీసుకుంటుందో వేచి చూడాలి సచివాలయ శాసనసభ కొత్త భవనాలకు ఒకే రోజు శంకుస్థాపన చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది ఈ నెల ఇరవై ఏడున రెండు భవనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు ప్రస్తుత భవనాల్లోని కార్యాలయాల తరలింపు నూతన భవనాల నమూనా తదితర అంశాలపై సమీక్షించిన కేసీఆర్ శాఖాధిపతుల కార్యాలయాల కోసం నూతన భవనాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం మేరకు సచివాలయం శాసనసభలకు కొత్త భవనాల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది ఈ నెల ఇరవై ఏడున రెండు భవనాలకు శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు ఈ భవనాల నమూనా ప్రస్తుత భవనాల్లోని కార్యాలయాల తరలింపుపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ప్రస్తుత భవనాల్లో కార్యాలయాల కోసం వినియోగిస్తున్న స్థలం తరలింపునకు ఇతర భవనాల్లో అందుబాటులో ఉన్న స్థలం తరలింపునకు అవకాశాలపై తెలుసుకున్నారు ఇదే సమయంలో కార్యాలయాలను తరలించిన తర్వాత సచివాలయ భవనాల కూల్చివేత అంశంపై సమీక్షించారు అన్ని కొన్ని భవనాలు కూల్చి కొత్త నిర్మాణాలు చేపట్టాలా లేక కొన్నింటిని కొత్త వాటిలో భాగం చేయాలా అనే అంశంపై కేసీఆర్ సుదీర్ఘ చర్చ జరిపినట్లు తెలుస్తోంది చివరకు సచివాలయ ప్రాంగణంలోని అన్ని భవనాలు కూల్చి కొత్త నిర్మాణం చేపట్టడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది ఈ అంశంపై వేసిన కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది నూతన సచివాలయ భవనం కోసం హుస్సేన్ సాగర్ కు అభిముఖంగా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న నమూనాను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ముంబైకి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనా సహా చెన్నై నుంచి ఓ ఆర్కిటెక్టర్ పంపిన నమూనాలపై కేసీఆర్ ఆసక్తితో ఉన్నట్లు చెబుతున్నారు ప్రస్తుత అసెంబ్లీ భవనం తరహాలోనే ఎర్ర మంజిల్లో కొత్త శాసనసభ భవనాన్ని నిర్మించనున్నారు రహదారులు భవనాల శాఖ ప్రస్తుత భవనాన్ని అసెంబ్లీ అనెక్స్ గా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు అసెంబ్లీ నూతన భవనాన్ని నిర్మించిన తర్వాత దాని ముందు ఉన్న జలసౌధను ఉంచాలా తొలగించాలా అన్న అంశంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం ఈ నెల ఇరవై ఏడున సచివాలయ ప్రాంగణం ఈశాన్య ప్రాంతంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద ఎర్రమంజిల్లోని పురాతన భవనం సమీపంలో శంకుస్థాపనలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు మంచి రోజు ఉన్నందున ముందు శంకుస్థాపన చేసి ఆ తర్వాత మిగతా అంశాలపై నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ అధికారులతో అన్నట్లు తెలిసింది ఉండవల్లిలో మాజీ సీఎం నివాసానికి సమీపంలో నిర్మించిన ప్రజావేదికపై రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిక అందజేసింది ప్రజావేదిక నిర్మాణానికి ఎంత ఖర్చు చేసింది ఎవరికి టెండర్లు కేటాయించారనే అంశాలతో సీఆర్డీఏ నివేదికను సీఎంకు అందజేసింది ప్రజావేదిక నిర్మాణం కోసం జలవనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని సీఆర్డీఏ స్పష్టం చేసింది నదీ గరిష్ట వరద నీటి మట్టానికి దిగువన ఉన్న ప్రాంతమైనందున ప్రజావేదిక నిర్మాణానికి కృష్ణానది సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీర్ నిరాకరించారని సీఆర్డీఏ తన నివేదికలో పేర్కొంది ఈ నిర్మాణానికి బిడ్లను ఆహ్వానిస్తే నాలుగు కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారైనప్పటికీ పూర్తయ్యే సమయానికి ఏడు కోట్ల యాబై తొమ్మిది లక్షల వరకు ఖర్చు చేసినట్టు వివరించింది ఆ మొత్తాన్ని కాంట్రాక్టు సంస్థకు అప్పగించినట్టు ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో సీఆర్డీఏ వెల్లడించింది ప్రతిష్టాత్మక నవరత్నాల హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది పథకాలను సమర్థంగా అమలు చేయడం సహా లబ్దిదారులందరికీ చేర్చే విధంగా అమలు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పర్యవేక్షణ కమిటీకి వైస్ చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ను నియమించింది ఆయనను ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా నియమిస్తూ కేబినెట్ హోదాను కల్పించింది శామ్యుల్ ఈ పదవుల్లో మూడేళ్లు కొనసాగనుండగా నెలకు రెండు లక్షల వేతనం సహా ఇతర అలవెన్సులు ఇవ్వనున్నారు మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పార్టీ సీనియర్ నేత తలసిల రఘురాంను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పదవిలో నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది సీఎం అధికారిక కార్యక్రమాల సమన్వయకర్తగా ఆయనకు కేబినెట్ మంత్రి హోదా కల్పించారు బ్యాంకింగ్ వ్యవస్థలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టుబడుల ఉపసంహరణ సహా ఆర్థిక అభివృద్ది అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలతో చర్చించారు కేంద్ర బడ్జెట్ను వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక విధానం భవిష్యత్ మార్గం అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు నిపుణులతో భేటీ అయ్యారు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో నలభై మంది ఆర్థికవేత్తలు నిపుణులు పాల్గొన్నారు బ్యాంకింగ్ రంగంలోకి ఎఫ్డీఐలు పెట్టుబడుల ఉపసంహరణ సహా ఆర్థికాభివృద్ది అంశాలలో ఒకే దృక్పథంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆర్థికవేత్తలు ప్రధానికి సూచించారు బ్యాంకింగ్ బీమా రంగాలలోకి విదేశీ పెట్టుబడుల ఆహ్వానం సహా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయడం నీటి వనరుల సమర్థ వినియోగం వంటి అంశాలను చర్చించారు సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ ఉపాధి వ్యవసాయం ఎగుమతులు జలవనరులు విద్య ఆరోగ్యం వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు అనంతరం ఆర్థికవేత్తలతో అర్థవంతమైన ఫలప్రదమైన భేటీ జరిగిందన్న మోదీ వారి నుంచి స్వీకరించిన సలహాలు ఆర్థిక అభివృద్ది పెరుగుదలకు దోహదపడతాయని ట్వీట్ చేశారు అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇరాన్ గగనతలం గుండా ప్రయాణించి భారత విమానాల దారి మళ్లించినట్లు directorate of civil aviation DGCA వెల్లడించింది ఇరాన్ గగనతలంలోని ప్రభావిత ప్రాంతం గుండా సర్వీసులను నడపకూడదని భారతీయ విమానయాన సంస్థలు నిర్ణయించినట్లు డీజీసీఏ తెలిపింది ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొంది అమెరికాకు చెందిన నిఘా డ్రోన్ను ఇరాన్ కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మీదుగా విమానాలు వెళ్లకుండా గురువారం అమెరికా నిర్ణయం తీసుకుంది శుక్రవారం మరికొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు అగ్రరాజ్యం బాటలో పయనించాయి తాజాగా భారత విమానయాన సంస్థలు సైతం డీజీసీఏతో సంప్రదింపుల అనంతరం ప్రభావిత ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించకూడదని నిర్ణయం తీసుకున్నాయి అమెరికా ఇరాన్ దేశాల మధ్య మాటల యుద్దం ముదురుతోంది ఇరాన్పై దాడిని ఆఖరి నిమిషంలో విరమించుకున్నానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది తమపై ఒక్క బుల్లెట్ ప్రయోగించిన అమెరికా సహా మధ్యప్రాచ్యంలోని దాని మిత్రదేశాల ప్రయోజనాలకు నిప్పంటిస్తామని ఇరాన్ సైనిక బలగాల అధికార ప్రతినిధి brigadier general Abolfazl Shekarchi హెచ్చరించారు అంతర్జాతీయ విమానయాన చట్టాలను ఉల్లంఘించి అమెరికాకు చెందిన నిఘా డ్రోన్ తమ గగనతలంలోకి ప్రవేశించిందన్న ఆయన ఇది తమ దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని పేర్కొన్నారు అమెరికాకు చెందిన డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిన నేపథ్యంలో ప్రతిదాడి చేయాలని భావించానన్న ట్రంప్ అయితే మానవరహిత డ్రోన్ కూల్చివేతకు ఇంత తీవ్ర ప్రతిచర్య తగదన్న ఉద్దేశంతో దాడిని ఆపానని వెల్లడించారు గతేడాది సంభవించిన జల ప్రళయంతో విలవిల్లాడిన కేరళలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారికి యావత్ దేశం అండగా నిలిచింది ఈనాడు కూడా వరద సహాయ నిధి ఏర్పాటు చేసి ఆ మొత్తంతో బాధితులకు ఇల్లు కట్టించేందుకు సంకల్పించింది ఆధునిక పద్దతులతో మళ్లీ అలాంటి విపత్తులు సంభవించినప్పటికీ దెబ్బతినకుండా అలప్పురు జిల్లాలో ఏడు కోట్ల డెబ్బై లక్షల వ్యయంతో నూట ముప్పై ఇళ్ల నిర్మాణాలను ఈనాడు చేపట్టింది చరిత్ర ఎరుగని విలయం ఊహలకందని ఉత్పాతం ఉప్పెనలా ముంచుకొచ్చిన జలప్రళయం గత ఏడాది కేరళను అతలాకుతలం చేసింది జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన ఈ విషాదం నుంచి కోలుకునేందుకు కేరళకు చాలా కాలమే పట్టింది గత ఏడాది వరదలకు అతలాకుతలమైన అలప్పుజ ఎర్నాకుళం లాంటి జిల్లాల్లో బాధితులను ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి బాధితులకు కనీస అవసరాలు తీర్చడమే కాకుండా గూడు కోల్పోయిన వారిని అక్కున చేర్చుకున్నాయి ఉచితంగా ఇళ్లు కట్టించి బతుకుపై భరోసా కల్పించాయి అందులో ఈనాడు సంస్థలు నిర్వహిస్తున్న రామోజీ గ్రూపు ముందు వరుసలో నిలిచింది గత ఏడాది వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి ఈనాడు రామోజీ సంస్థలు సహాయం చేసి ఆదుకున్నారు దెబ్బతింటున్నాయి మరోసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చినా బాధితులకు ఇబ్బంది కాకుండా రామోజీ గ్రూపు ప్రతినిధులు జాగ్రత్తలు తీసుకుని భూమికి ఒకటిన్నర మీటరు ఎత్తులో ఇంటిని నిర్మించేలా రూపకల్పన చేశారు ఆ మేరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు ఇప్పుడు మళ్లీ వర్షాకాలం వచ్చింది నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా వచ్చినా కేరళలో ఎప్పటిలాగే భారీ వర్షాలు పడుతున్నాయి అలప్పుజ జిల్లాలో జోరు వానలు పడుతుండగా రామోజీ గ్రూపు కట్టించిన ఇళ్లలో లబ్ధిదారులు నిశ్చింతగా ఉంటున్నారు ఋతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వానల నుంచి ఎలాంటి ముంపు సమస్య లేకుండా జీవి జీవిస్తున్నారు కేరళలోని అలప్పి జిల్లాలో ఈనాడు రిలీఫ్ ఫండ్లోని భాగంగా దాదాపు నూట ముప్పై ఇల్లులు రామోజీరావు గారు కట్టిస్తున్నారు రామోజీరావు గారు ఆ ఇల్లు కట్టిస్తానన్నప్పుడు నేను రామోజీరావు గారు ఇంకొంతమంది అందరం కలిసి ఒక విషయం అనుకున్నాము ఈసారి ఇల్లు కనుక కట్టించేటట్లయితే ఫ్యూచర్లో ఎటువంటి ఫ్లడ్ వచ్చినా సరే ఏదైనా డిజాస్టర్ వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి అందుకని చెప్పి ఒక ప్రణాళిక వేసుకొని అక్కడున్న ప్రతి ఇంటిని దాదాపు వన్ మీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ మీటర్ హైట్లో బేస్మెంట్ పెట్టి దాని మీద కట్టించాము వాడిన మెటీరియల్ కూడా అక్కడ సాయిల్ టెస్ట్ చేయించి ఏ మెటీరియల్ వాడితే బాగుంటుంది ఎటువంటి రూఫ్ వేస్తే బాగుంటుందని చెప్పి అనుకొని వేయించాం ఈసారి మనం కట్టించేటప్పుడు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ఆ foundation one and half meter raise చేసి దాని మీద మనం గోడ కట్టించి దాని మీద పెంకుతో కప్పు వేయించాం ఎందుకంటే ఎందుకంటే ఆర్సీసీ రూఫ్ వేస్తే బరువు వల్ల మళ్ళీ ఆ హౌస్ అనేది కొంచెం ఇదవుతుందేమో టిల్ట్ అవుతుందేమో అని చెప్పేసి మేము ఏదైతే అనుకున్నామో ఆ విజువలైజేషన్ని మేము గ్రౌండ్ మీదకి తీసుకురాగలిగాం కేరళ వరద బాధితుల కోసం గ్రూపు సంస్థల తరపున చైర్మన్ రామోజీరావు మూడు కోట్ల రూపాయలతో ఈనాడు సహాయ నిధి ప్రారంభించారు ఇతర దాతలు ఇచ్చిన విరాళాలతో కలిపి ఆ నిధి ఏడు కోట్ల రూపాయల మొత్తం దాటింది ఈ నిధులతో అలప్పుజ జిల్లాలో ఒక్కో ఇల్లు నాలుగు వందల చదరపు అడుగులు ఉండేలా ఒక్కో ఇంటికి ఆరు లక్షల రూపాయలు రామోజీ గ్రూపు వెచ్చించింది మితిమీరిన వేగంతో జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న వేళ వాహనాల వేగానికి కళ్లెం వేసేందుకు తెలంగాణ రవాణా శాఖ ప్రణాళిక సిద్దం చేస్తోంది రవాణా వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ వాహనాలకు స్పీడ్ గవర్నర్లను బిగించుకోవాలని రవాణా శాఖ స్పష్టం చేస్తోంది ఇప్పటికే పాఠశాల వాహనాలు గంటకు అరవై కిలోమీటర్ల వేగాన్ని మించి వెళ్లకుండా స్పీడ్ గవర్నర్లను బిగించిన రవాణా శాఖ ఇప్పుడు ఇతర వాహనాలపై దృష్టి పెట్టింది ప్రైవేటు రవాణా వాహనాలకు గంటకు ఎనభై కిలోమీటర్లకు మించి వెళ్లకుండా నియంత్రించాలని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు స్పీడ్ గవర్నర్ల నిబంధన నుంచి ద్విచక్ర వాహనాలు ఆటోలు quadricycles fire tenders ambulance police వాహనాలకు మినహాయింపు ఇచ్చారు ఆర్టీసీ బస్సులకు కూడా స్పీడ్ గవర్నర్లను బిగించుకోవాలని స్పష్టం చేసినట్లు రవాణా శాఖ స్పష్టం చేసింది ఇందుకు జులై ముప్పై ఒకటి వరకు గడువునిచ్చిన రవాణా శాఖ ఆగస్టు ఒకటి నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేయనున్నట్లు తెలిపింది పన్నుల చెల్లింపు విషయంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు తిరుపతిలో all India federation of tax practitioners జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయన వేర్వేరు పన్నులకు సంబంధించి అవగాహన పెంచుకోవాలంటే చట్టాలపై పట్టు ఉండాలని జస్టిస్ ప్రవీణ్ కుమార్ సూచించారు వచ్చే ఏడాది ఈ సదస్సును అమరావతిలో నిర్వహించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు justice Seetharamamurthy justice Durgaprasad justice Rangarao justice Vijayalakshmi పాల్గొన్నారు Even Vedic texts talk about the right of a king to raise revenues by taxation. Kautilya's Arthashastra has a chapter on taxation. Taxation as a revenue-raising measure has been adopted in Anglo-Saxon civilization as well as in European countries. Even the Mughals used to collect taxes in different means. I feel taxation is a fascinating branch of law, though highly complex and complicated to comprehend. Tax practice today needs much more specialization within the legal province. గుండె నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి విజయవాడలోని క్యాపిటల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్సనందించారు శస్త్రచికిత్స లేకుండా ఏఎస్ఓ లైఫ్ టెక్ డివైస్ ద్వారా వైద్య చికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడారు గుండెపోటు వచ్చినప్పుడు ఆ తీవ్రతకు తట్టుకోలేక ఒక్కోసారి గుండెకు రంధ్రం ఏర్పడుతుందన్న వైద్యులు ఏఎస్ఓ లైఫ్ టెక్ డివైస్ ద్వారా రంధ్రాన్ని పూడ్చివేసి రోగిని రక్షించినట్లు వివరించారు నవ్యాంధ్రలో ఈ తరహా చికిత్సనందించడం ఇది రెండోసారని తెలిపారు మేజర్ గుండెపోటు అవటం వలన గుండెలో ఒక రంధ్రం ఏర్పడింది నూతన పద్ధతి ద్వారా మెడలో ఉన్న రక్తనాళం నుంచి ఏఎస్ఓ లైఫ్ టెక్ డివైస్ అనే డివైస్ ని పంపించి ఆ హోల్ ని మనం పోర్చడం జరిగింది చాలా అరుదైన కేసు అండి సాధారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది మంది మరణించడం జరుగుతుంది ఒకళ్ళు ఇద్దరు సర్వైవ్ అవటం జరుగుతుంది ఆ హోల్ అనేది క్లోజ్ చేయటం అనేది చాలా అరుదైన పద్ధతి ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ లో కేవలం రెండు కేసులు మాత్రమే ఇలా చేయటం జరిగింది అమెరికాలోని హవాయి రాష్టంలో ఓ స్కై డైవింగ్ విమానం కూలిన ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు డెల్లింగ్హామ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే విమానం కుప్పకూలింది ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని అందులో ప్రయాణిస్తున్న స్కై డైవింగ్ సంస్థ సిబ్బంది కస్టమర్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు విమానం ఓహో పారాచూట్ స్కై డైవింగ్ సంస్థకు చెందినదిగా తెలిపారు ఘటన పట్ల విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది పేసర్ మహ్మద్ షమీ చివరి ఓవర్లో హ్యాట్రిక్ నమోదు చేయగా పసికూన ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో పదకొండు పరుగుల తేడాతో గెలిచిన భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది కీలక సమయంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడమే కాకుండా మొదటి నుంచి పొదుపుగా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది అటు వెస్టిండీస్తో మాంచెస్టర్లో జరిగిన పోరులో ఐదు పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ సెమీస్ బెట్టు దాదాపు ఖరారు చేసుకుంది ప్రపంచకప్లో వరుస ఓటంలతో సెమీఫైనల్ అవకాశాలను దాదాపు కోల్పోయిన దక్షిణాఫ్రికా ఇవాళ పాకిస్తాన్తో తలపడనుంది ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం